రే ఆగరా ఎంత తొంభై మూడు రూపాయలు అన్న చిల్లరేది ఇంక పో ఇక్కడ డబ్బులు పెట్టానే ఎక్కడ పోయిందబ్బా రే రే డబ్బులు ఆడ పెట్టింటి చూసినావా నువ్వు ఎక్కడో పెట్టి నన్ను అడుగునానా నేనేదో దొంగ అయినట్టు సర్లేరా ఇదో కరెంట్ బిల్ కట్టరా పో డబ్బులు అది అల్మారాలో తీసుకోపో నానా ఎక్కడ పెట్టినావు నానా లేదాడా ఏమోరా మధ్యపరపు ఎక్కువైంది మధ్య ఇదిగో తీసుకో పెట్టానే తెల్ల ప్యాంట్లు ఎత్తుకున్నాను దొరుకుతుంది సరే నాన్న